హలో ఫ్రెండ్స్ నేను లతీఫ్ సల్మాన్ మీరు చూస్తున్నారు ఎన్ఎస్ మోబిట్రిక్స్ ఫ్రెండ్స్ మీరు కంప్యూటర్ నేర్చుకోవాలంటే ఈ సైట్కి పోయి కంప్యూటర్ నేర్చుకోవచ్చు దాని పేరు సైట్ పేరు WWW NS computer tricks dot blogspot dot ఇన్కి పోయి మీరు కంప్యూటర్ నేర్చుకోవచ్చు ఈజీగా ठीक ओके ना फ्रेंड अस्सलाम वालेकुम दोस्तों मैं लतीफ़ सलमान आप कंप्यूटर सीखना चाह रहे हैं तो W W W dot NS computer tricks dot black spot dot com dot in पर जाके आप आसानी के साथ कंप्यूटर सीख सकते हैं ठीक है ना दोस्तों आज के लिए इतना ही इंशाल्लाह फिर मुलाकात होगी अल्लाह हाफिज़ bye subscribe now to receive new updates reviews and news